అందరికీ నమస్కారం దిస్ శివకృష్ణ నైంటీస్కి వెల్కమ్ టు మై ఛానల్ ఇది మీకు తెలుస్తుంది ఏంటో can you look finger print ఈ ఫింగర్ ప్రింట్ అనేది అయితే ఇటీవల్లో ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలుసు ఈ ఆధార్ కార్డు తీసుకోవడానికన్నా ఏదైనా కంట్రీ ట్రావెల్ చేయడానికన్నా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్కి వెళ్ళాలన్నా కూడా ఈ ఫింగర్ ప్రింట్ అనేది చాలా ముఖ్యం దే స్కాన్ నీచ్ and every thing of your finger మెయిన్గా ఈ రిడ్జెస్ ఉంటాయి చూసారా ఫింగర్ ప్రింట్లో సో ఇది చాలా ముఖ్యం సో దీనివల్ల ఎన్ని అది ఇటీవల కాలంలో చాలా ఫింగర్ ప్రింట్ లేకుండా అసలు ఏది ప్రాసెస్ చేయలేకపోతున్నాం కానీ ఈ ఫింగర్ ప్రింట్ అనేది ఈ రిడ్జెస్ అనేది లేకుండా ఒక ఫ్యామిలీ బతుకుతుంది in the northern district of Rajshahi near బంగ్లాదేశ్లో ఆయన పేరు వచ్చి అపూ సర్కార్ ఆయన ఒక farmer they are generation of farmers ఆయన అప్పు సర్కల్ ఫాదర్కి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కూడా ఆ ఫింగర్ ప్రింట్ అనేది ఐ మీన్ రిచెస్ అనేది లేవు కానీ అప్పట్లో పెద్ద పెద్ద ప్రాబ్లం కొని ఉండదు ఎందుకంటే ద దోస్ డేస్ ఈ ఫింగర్ ప్రింట్ అనేది అంత ముఖ్యం కాదు అండ్ అంత సెక్యూరిటీ ఇష్యూస్ లేవు ఉంటే మన జస్ట్ ఫర్ సిగ్నేచర్ పర్పసెస్ దీనిలో కొనింది తప్ప వెరిఫికేషన్ పర్పస్కి అప్పుడు లేదు ఐడెంటిఫికేషన్ పర్పస్కి ఇప్పుడు ఫింగర్ ప్రింట్ లేకపోతే అసలు ఏది జరిగినట్టు అలా తయారైంది ఇప్పుడు ఫింగర్ ప్రింట్ అనేది అంత ముఖ్యమైనది బట్ ఈ ఫ్యామిలీకి ఉన్న ప్రాబ్లం వల్ల which he Apu Sarkar inherited from his father and ఈ has passed on to his sons Amal and Anu వీళ్ళకి కూడా ఈ ఫింగర్ ప్రింట్ ఈ పిక్చర్లో చూస్తే వాళ్ళకి ఫింగర్ ప్రింట్ అనేది ఇక్కడ ఈ రిడ్జెస్ అనేవి లేవు సో వాళ్ళు ఫింగర్స్ వచ్చి చాలా స్మూత్గా ఉంది సో వాళ్ళు ఒకవేళ ముద్ర వేసినా కూడా ముద్ర పడదు ఎందుకంటే వాళ్ళ చేతిలో లైన్స్ లేవు కాబట్టి సో వీళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది Uh, whenever uh, they travel to other place or uh, they, they want to go have a passport or something they take a driving license here and for anything they have to do this finger print is become very essential ఇది వాళ్ళకు కుదరట్లేదు బికాజ్ వాళ్ళ ఫింగర్ స్మూత్గా ఉండడం వల్ల సో ఈ ప్రాబ్లం ఫస్ట్ ఫస్ట్ ఐడెంటిఫై చేసింది వచ్చి it was by professor known as professor Itin నేను ఇంకొక రోజు ఒక ఫో అమ్మాయి ఒక లేడీ ఫోన్ చేస్తుంది లైక్ ఆమెని కస్టమ్స్లో ఆపేస్తారు ఎయిర్పోర్ట్లో అని చెప్పి మళ్ళీ దీనివల్ల చూస్తే ఆమెకు ఫేషియల్ రికగ్నేషన్ ఉంది కానీ ఫింగర్ ప్రింట్ అనేది రావట్లేదని సో దీనివల్ల she not allowed enter the country so అప్పుడు ఆయన కొంచెం రీసెర్చ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అంతా స్టే చేసి చూస్తే వాళ్ళ ఫ్యామిలీలో ఎయిట్ మెంబర్స్కి ఫింగర్ ప్రింట్ అనేది లేదు every ones fingers were very smooth and దాంట్లో ప్రింట్ అనేది లేదు so this was the first thing which he noticed in two thousand seven అప్పటి నుంచి ఈ ప్రాబ్లంకి పేరు వచ్చి ఇమిగ్రేషన్ డిలే డిసీజ్ అయింది బికాజ్ ఇమిగ్రేషన్కి వెళ్ళడానికి ఐ మీన్ కంట్రీకి వేరే కంట్రీకి ఇమిగ్రేట్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి దీన్ని ఇమిగ్రేషన్ డిలే డిసీజ్ అంటున్నారు సో ఎస్పెషలీ ఈ ఈ చేతిలో ఉన్న చూసారా దీన్ని వచ్చి డర్మాటో గ్లైవ్స్ అంటారు ఈ లైన్స్ని మీరు ఈ లైన్స్ని డర్మాటో గ్లైవ్స్ అంటారు ఇది లేదు కాబట్టి ఈ కండిషన్ వచ్చి ఏ డెర్మటోగ్లైఫీ అంటారు ఇట్స్ అ జెనెటిక్ డిజార్డర్ మనము చేసి మన వల్ల వచ్చింది కాదు it's from passed on from generations ఇది ఒక జీన్లో జరిగే ఒక మ్యూటేషన్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది ఏ డెర్మటోగ్లైఫీ అంటారు దీన్ని it's a very rare disease only చాలా తక్కువ మందికి వరల్డ్లో ఈ ప్రాబ్లం అనేది ఎఫెక్ట్ అవుతుంది అండ్ దట్టు uh, ఈ ఫింగర్స్లో ఈ లైన్స్ లేక ఇది తప్ప మిగతా బాడీలో ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఐ మీన్ బాడీ ఫిజికల్గా ఏం ప్రాబ్లమ్స్ ఉండవు కానీ జస్ట్ దిస్ ఈ రిజెస్ అనేవి ఉండవు వాళ్ళకు సో ఈ ఇటీవల ఈ today's world this finger print has become very essential far for everything అండి for security purposes identification purposes I said ఈ ఫింగర్ ప్రింట్ అనేది లేకుంటే నాట్ ఈవెన్ ఒక సిమ్ కూడా తీసుకోలేము మొబైల్ ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జియో సిమ్ తీసుకుంటాం వాళ్ళు వచ్చి ఒక స్కానర్లు చేయబెట్టమంటున్నారు after that scanner recognizes and links with Aadhaar card prepaid number sims is provided but ఈ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఇది కూడా అవ్వట్లేదు ఎందుకంటే స్కాన్ అవ్వట్లేదు చెయ్యి so it is not possible for them to even take a sim card and two thousand లెవెన్లో టీమ్ ఒక టీం ఫామ్ చేసి ఈ ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి ఆరిజిన్ చూస్తే వీళ్ళు వచ్చి ఫస్ట్ uh, ఒక లేడీ చెప్పినారు కదా ఆమె ఫ్యామిలీకి వెళ్ళి they started researching about this problem and దాంట్లో ఏం తెలిసిందంటే this mutation are they looking for this years affected a gene nobody knew about set professor Sprecher hence the years took it to find it plus the mutation affected a very specific part of the gene which apparently had no function in a gene of no function ఇది ఇంతవరకు ఎవరికి no one knows about it because దీనికి ఒక ఎవిడెన్స్ అనేది లేదు ప్రీవియస్గా అఫెక్ట్ అయిన వాళ్ళకు ఎవిడెన్స్ కానీ uh, కానీ దీని గురించి లిటరేచర్ కూడా లేదు సో దేనివల్ల ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పి బట్ వీళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది ఈ ఫ్యామిలీకి బంగ్లాదేశ్లో దగ్గర ఉండే ఒక ఫ్యామిలీకి బికాస్ ఒక డ్రైవింగ్ లైసెన్స్ కూడా వాళ్ళు వాళ్ళకి ఇవ్వ ఇవ్వడం కుదరట్లేదు ఎందుకంటే ఇది అఫీషియల్స్కి ప్రాబ్లం అర్థం కాదు కావట్లేదు చెప్పిన ఎక్స్ప్లెయిన్ చేసిన ఇది మెడికల్ టర్మ్లో so after a long struggle they been issued a national ID card from the Bangladesh government like no finger print అని చెప్పేసి ఒక స్టాంప్ స్టాంప్ కింద they issued ID card for Apu Sarkar Apu Sarkar and sons Amal అన్నాను వీళ్ళందరికీ so this is new problem అండి నేను ఇంతవరకు ఇప్పుడు వినలేదు I have gone through this and it's something interesting to know and అటు ఒక లైసెన్స్ కూడా తీసుకోలేకుండా ఒక నాట్ ఈవెన్ ఒక సిమ్ కార్డ్ కూడా తీసుకోలేకుండా ఒక ఫ్యామిలీ బతుకుతుంది ఈ ఈ వరల్డ్లో so that's a topic for today we learn something about the new terminology adermatoglyphia అనేది it's no finger print disease or also known as immigration delay disease so that's the topic for today I hope you heard something informative and మీరు ఇది ఈ టర్మ్ని ఇంటర్నెట్లో చదవండి adermatoglyphia and a family with no finger prints అనే బీబీసీ న్యూస్లో చదవండి you will get the total history of this and government చూసి వీళ్ళకి ఈ ఫ్యామిలీకి మంచి హెల్ప్ ప్రొవైడ్ చేస్తే చాలా మంచిది నేను కోరుకుంటాను thank you for watching this video this is Shukris signing off and video नचते please subscribe my channel see you all take bye